చెప్పమ్మా హలో చెప్పు ఏం చేస్తున్నావు ఇప్పుడే వంటలు అయిపోయింది ఫోన్ చేసావు భోజనం అయిపోయింది వంటలు ఏం చేసావు వంటల్లో ఏం చేసామంటే తోటకూర పప్పు దోశ ఆవకాయ ఇంకా అప్పడాలు వడియాలు చాలా మిరపకాయ ఇంకా ఇంకేం చేసావు దోశ తోటి బాగుంటుంది అది రేపు టిఫిన్లో తినొచ్చు ఇది సంగతి ఇంకా ఏం చేస్తున్నావు ఇంకా ఒక గంట తర్వాత ఫోన్ చేసి లిస్ట్ చెప్పాలి శనివారం కదా ఈరోజు ఏమేమి తెప్పిస్తున్నావు జగదాంబ నుంచి టీ పొడి పంచదార తర్వాత ప్యాకెట్ జీలకర్ర వనస్పతి వనస్పతి అదే దేనికి డాల్డా దేనికి ఎవరిన పూరి చేయాలంటే బాగుంటుంది లేదా కొంచెం యాపిల్ పై లాంటిది బేకింగ్ ఐటమ్స్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ బటర్ ఇంట్లో గుడ్ క్వాలిటీ ఫ్రెష్ డాల్డా ఉంటే కొంచెం వాడచ్చు బాగుంది ఇంకా వాళ్ళు భోజనాలు వంటలు ఏం చేసాను భోజనం చేసావా అదిగో నీకు అక్కడ ఉంది కదా మంచి ఏముండే కూడా దోసకాయ తోటకూర పప్పు అప్పలాలు వడియాలు చల్లమిరపకాయలు ఉన్నాయి అంతే